okay next part space visualization part nine or cutout pieces ఇక్కడ మనం చెప్పినటువంటి ప్రీవియస్ ఎయిట్లో టెన్లో ఎయిట్ నైన్ టెన్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ నైన్త్లో space visualization or cutout pieces అంటే ఒక పిక్చర్లో మనకు ఈ టాపిక్ నుంచి కూడా ఫైవ్ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ ఫైవ్ మార్క్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి పార్ట్ నుంచి four questions four questions and five marks so total forty questions and fifty marks marks తగ్గడానికి ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా తప్పుగా ఉండే ఏరియా ఏదైనా ఉంది అంటే ఒకటి cutting figures holding and holding next space visualization and hidden or embedded figures ఈ మూడు పార్ట్స్ నుంచి ఈ మూడు చాప్టర్స్ నుంచి మార్క్స్ తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి వీటిపైన ఎక్కువ మనం ఫోకస్ చేస్తే వీటిలో ఎక్కువ స్కోర్ వస్తే మనకు ఖచ్చితంగా నవోదయలో సీట్ వస్తుంది సో ఇక్కడ ఈ పీసెస్ గురించి first question figures and answer figures ఈ క్వశ్చన్ ఫిగర్లో ఈ ని మనం జాయిన్ చేస్తే ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ మూడు డిజైన్స్ సేమే ఉన్నాయి ఇక్కడ మాత్రము షేప్ వేరేగా ఉంది ఓకే సో ఇక్కడ ఇది తీసుకుంటే ఇది సెట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు ఇవి పెంటగానైతేనే ఇవి గా ఉన్నాయి లైన్స్ స్ట్రేట్గా ఉన్నాయి కాబట్టి స్ట్రేట్గా వచ్చే విధంగా ఇక్కడ బిట్ మాత్రమే ఉన్నాయి కదా స్ట్రేట్ లైన్స్ తర్వాత సో ఇది వన్ టూ త్రీ ఫోర్ తీసుకొని ఉంటాం ఇది వన్ టూ త్రీ ఈ విధంగా ఆన్సర్ బి ఈ విధంగా ఏది ఏ ఏ ఆప్షన్ కూడా మనకి కూడా సెట్ అయ్యే అవకాశం అనేది ఉండదు అంటే ఈ పీసెస్ ప్రకారం జాయిన్ చేస్తే ఏ ఫిగర్ ఫామ్ అవుతుందో మనం అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ తెచ్చుకోవచ్చు సీరియల్ నెంబర్ మనం ఇచ్చేసి కూడా చేయొచ్చు సీరియల్ నెంబర్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు ఈ డిజైన్స్ సేమ్ సైజ్తోని ఎక్కడ ఉన్నాయి ఇవి రెండు ఇమేజెస్ అంటే మనకు చూడండి ఈక్వల్గా ఉన్నాయి స్క్వేర్ షేప్ ఉన్నాయి రెక్టాంగిల్ షేప్ కావాలి రెక్టాంగిల్ షేప్ అంటే ఈ ఫిగర్ మాత్రమే ఉన్నాయి సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ఈ సింబల్ ఈ సింబల్ చూడండి రెండు equal size equal size same ఈ ఇమేజెస్ని ఈ నాలుగు పీసెస్ని మనం ఒక జాయింట్ చేస్తే మనకు వచ్చే ఇమేజ్ ఏంటి అంటే that is this one so ఇక్కడ స్పేర్ షేప్ ఉంది ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది కాబట్టి మనం దీన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయడం లేదు ఇక్కడ షేప్స్ అనేవి వీటికి అనుగుణంగా సీలో మనకు లేవు కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయము ఇక్కడ పర్టికులర్ గా రెండు సింబల్స్ రెండు పీసెస్ అనేవి ఈక్వల్ సైజ్ లో ఉండాలి ఇక్కడ ఎక్కడ కూడా లేవు కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయము నెక్స్ట్ ఇక్కడ చూడండి రెక్టాంగిల్స్ ఉన్నాయి త్రీ బాక్సెస్ అనుకోండి one two three four five ఈ ఫోర్ బాక్స్ లో లాస్ట్ బాక్స్ టూ పార్ట్స్ గా చేశారు అంటే ఫోర్ వచ్చేసి మనకు ఫోర్ బాక్స్ ఉండాలి ఒక బాక్స్ లో టూ పార్ట్స్ గా ఉండాలి సో ఇక్కడ డయాగ్రమ్ వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ అయ్యే అవకాశమే లేదు సో ఇక్కడ వచ్చింది కానీ one two three four four లో టూ బాక్సెస్ ఆఫ్ ఆఫ్ అయ్యాయి ఆఫ్ కూడా లేకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి సీ కూడా అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ డయాగ్రమ్ లైన్ వచ్చింది కాబట్టి డయాగ్రమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు సో ఎలిమినేషన్ మీద ఉపయోగించాము ఇక్కడ సో డైరెక్ట్ ఏమంటే వన్ టూ త్రీ ఫోర్ ఒక బాక్స్ అనేది టూ పార్ట్స్ కావాలని చెప్పి ఇక్కడ టూ పార్ట్స్ అయింది so B is the right answer next ఈ షేప్ ని ఈ రెండింటిని ఈ మూడు పీసెస్ మనం జాయింట్ చేస్తే వచ్చే విధంగా ఉండాలి స్క్వేర్ షేప్ ఉండాలి ట్రయాంగిల్ ఉండాలి ఈ e షేప్ ఉండాలి ఇలా వచ్చింది ఇక్కడ ఉంది బట్ ఇది ఫిక్స్ అవ్వట్లేదు ఇక్కడ సైడ్ వచ్చింది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి లేదా కింద ఉండాలి ఇది ఇది అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి ఎక్కడ కూడా కొంచెం మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇస్ నాట్ ఆన్సర్ ఇది రెండు సేమ్ షేప్స్ వచ్చాయి కాబట్టి రెండు సేమ్ షేప్స్ లేవు కాబట్టి this is also not answer ఇక్కడ కూడా రెండు సేమ్ వచ్చాయి కాబట్టి designs this is also not answer remaining one is hundred percent is the right answer so ఇది మనకు పార్ట్ నైన్ లో space visualization or cut out pieces గురించి మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసాం next one last part ten hidden or embedded figures this is also very important topic చాలా లాజిక్ గా ఐ కాంటాక్ట్తో ఆన్సర్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దీన్ని మంచి ఫోకస్ పెడితే కనుక మంచి కి ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది ఇక్కడ హిడెన్ ఆర్ ఎమిడెడ్ ఫిగర్స్ అంటే ఒక ఫిగర్ దాంట్లో నుంచి ఒక భాగం ఇస్తాడు పార్ట్ ఇచ్చేసి whole and part part and whole ఒక ఫిగర్ మొత్తంలో నుంచి ఒక పార్ట్ మాత్రమే ఇచ్చాడు ఈ పార్ట్ అనేది ఏ ఫిగర్లో ఉండి ఉంటుంది అనేది గమనించాలి స్ట్రేట్ లైన్కు ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది ఉంది కానీ రైట్ సైడ్ ఒక లైన్ లేదు కాబట్టి so this is not a answer straight line ఇక్కడ లేదు కాబట్టి this is also not a answer straight line ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది బట్ రైట్ సైడ్ ఒక లైన్ లేదు బట్ ఇక్కడ తీసుకున్నా కూడా ఈ లైన్ కి డౌన్ సైడ్ అవుతుంది ఇక్కడ ఈ లైన్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది డౌన్ సైడ్ అవుతుంది ఇది ఇక్కడ మిడ్ లో ఉండాలి so this is also not a answer remaining is automatically right answer is మనం కాని వాటిని తీసేసినా మనం ఆన్సర్ మిగిలింది ఆటోమేటిక్ హండ్రెడ్ పర్సెంట్ అదే ఆన్సర్ అనేది అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ సింబల్ చూసుకుందాం ఇక్కడ ఈ సింబల్ అనేది ఒక డయాగ్రల్ లైన్ ఆఫ్ కట్ అయిపోయి ఈ విధంగా వచ్చింది ఓకే ఇక్కడ డయాగ్రల్ వచ్చేసి ఇలా వచ్చి మనకు స్లీపింగ్ లైన్ కావాలి కానీ ఇక్కడ డయాగ్రల్ స్ట్రేట్ గా ఉంది కాబట్టి this is also not a answer ఇక్కడ చూడండి ఇలా లైన్ వచ్చేసింది ఓకే ఇక్కడ స్లీపింగ్ లైన్ వచ్చింది ప్లస్ ఇక్కడ వచ్చింది సో ఇక్కడ మనకు ఆన్సర్ డైరెక్ట్ దొరికిపోతుంది so B is the right answer ఇవేవి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకు ఆన్సర్ దొరికింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎన్ అనేది ఎన్కి inside inside two lines extra ఉన్నాయి ఇక్కడ మనకు ఎన్ అనేది ఇక్కడ లేదు ఏలో మనకు ఎన్ ఏ కనిపించట్లేదు ఓకేనా సో ఇక్కడ ఉంది ఎన్ బట్ డిఫరెంట్గా ఉంది ఇలా ఉంది మనకు ఇలా ఉండాలి ఈ ప్రతి ఒక్క లైన్ ఈ సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లైనింగ్స్ ఎలా వచ్చాయి దీంట్లో లేవు సైడ్కి వచ్చేసాయి కాబట్టి this is not answer next దీంట్లో తీసుకున్నట్టయితే మనకు చూడండి ఇక్కడ ఈ పార్ట్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఈ పార్ట్ వరకు తీసుకోవచ్చు మనకు బీలోనే ఆన్సర్ దొరుకుతుంది ఇక్కడ దేంట్లో కూడా ఆన్సర్ సో ఇక్కడ ఉంది బట్ ఈ లైన్ లేదు ఇక్కడ so this is not answer ఇక్కడ ఇన్సైడ్ వచ్చింది ఇక్కడ కూడా గా వచ్చింది స్లీప్ లైన్ లైన్ లాగా వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు B is the right answer next ఇది ఏ ఉంది చూడండి ఏ టైప్ కాకపోతే కర్వ్ కర్వ్ ఉంది ఓకే కర్వ్ ఇక్కడ లైన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏ మనకి ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఉంది ఏ ఉంది బట్ ఎలా ఉంది ఇది క్రాస్గా ఉంది ఈ విధంగా ఉంది షేప్ అనేది గా లేదు so this not a answer ఇక్కడ ఏ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది బట్ ఇక్కడ లైన్ లేదు this is not a answer ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది ఈ లైట్ పెద్దగా ఉండాలి ఇది కొంచెం ఇది కొంచెం తక్కువ ఉండాలి చూడండి ఇన్ సైడ్ చూపించాలి దీని సైడ్ కరువు ఉండాలి ఇలా ఉండాలి ఇటు సైడ్ పైకి ఉండాలి సో పైకి వచ్చేది ఎలా ఉంది అది సరిపోతుంది curve so is the right answer next section two arithmetic ability twenty questions twenty five marks